నాకెంత ఆనందంగా ఉందో మళ్ళీ మాతృభూమికి తిరిగి వచ్చినట్టుంది అవునరా మట్టి గంటలు మారుమోగినట్టు మళ్ళీ మన గొడుగులు పడగలెత్తాయి ఇక ఏ విధి మనల్ని కోటినాగులా కాటలేదు శుభం పలకరా అంటే ఆ సర్ప సమాసాలేంట్రా రా రారా ఏమిట్రా ఎక్కువ ఎఫెక్ట్ రా రిపీట్ చేస్తాం అబ్బా రమ్మంటున్నా ఆ కౌంటర్ మీద క్లాత్ బిగించాలి రా ఓ బావా చూడు బావా చిన్నప్పుడు మా ఊళ్ళో ఇలాగే రిబ్బన్ కట్టుకొని తిరిగేవాళ్ళం పద్దు ఆ రిబ్బన్ కట్టుకున్నావా ఏంటి ఉండాగినంత పనేంది ఆ రెడ్ రిబ్బన్ కట్టుకున్నావా ఏ రెడ్ రిబ్బన్లు కట్టుకుంటే ట్రైన్ అయిపోతాయా ఏంటో నేను ట్రాక్ మారుతాను ఆహా మనం ఇక్కడ గుడ్డు జాగిరి చేస్తుంటే అక్కడ చూడు అంబుజనాభం గారు అంబారీ మీద కూర్చున్న కాంభోజరాజులాగా దర్జాగా దొర్లుతున్నారు పాపం ఆయనకి రాజ్యం పోయినా సింహాసనం అలవాటు నీకు ఉద్యోగం పోయినా ఊడిగం అలవాటైన కరెక్ట్ ఊడిగం ఊడిగమా నా తడకాయ ఒకటి చూపిస్తా బాస్ ఏంటే అదే కాస్త ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా అని నేను మేనేజర్ని మేస్త్రిని కాదు నేను వనల్ కూలీని కాదు అందుకే బాధ అంతా ఏం చేస్తాం నీ వల్లే అతని కుక్క బిస్కెట్ ఉద్యోగం పోయిందని సొంతంగా అపాయింట్మెంట్ ఆర్డర్ చేసుకుని జాయిన్ అయిపోయాడు ఏముందిరా అతనికి వేరే ఉద్యోగం వస్తే వెళ్ళిపోతాన్నాడు కదా పైగా అతని క్వాలిఫికేషన్ ఉద్యోగం రావడం పెద్ద సమస్య కాదు ఏమో అప్పటి వరకు నేను నెలకు పన్నెండు వేలు తీసుకుంటున్నానని అదే మొత్తం మన దగ్గర కూడా లాగుతున్నాడు కదా అందులో మన ఇద్దరం సగం కూడా తీసుకోవట్లేదు సగం అంటే గుర్తొచ్చింది ఇప్పుడు రెంట్ సగం పెరిగింది రెండు వేల ఐదు వందలు ఎక్స్ట్రా అందుకే నువ్వు ఒక్కడవే వెళ్ళొద్దంది నేనొచ్చుంటే బేరవాడి ఉండేవాణ్ణి నేనేమన్నా తక్కువ అప్పాజీ అసలు మనకిచ్చే మూడ్లో లేడు పైగా రెండు రెండు రెట్లు పెంచాలనే ఉద్దేశంలో ఉన్నాడు కాకపోతే ఆ ఉద్వేగంలో డబుల్ అన్నాను బదులు సగాన్ని సగం అన్నాడు సగం అన్నాడా ఆ, అది అడ్వాంటేజ్ తెచ్చుకుని నేను అతనికి ఆలోచించే ఛాన్స్ ఇవ్వకుండా సరే ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతానన్నాను తోరికిపోయాడు ఇక నోరు జారని ఒప్పేసుకున్నాడు అంటే అసలు అతను తగ్గించాలనుకున్నాడేమోరా అతనేమన్నా మనలా తెలివి తక్కువడా అందుకే అవకాశం చూసి అతన్ని కరెక్ట్గా అంచనేసి నొక్కేశాను ఏమో సరే అంతా రెడీ వెరీ గుడ్ అయితే మనం మన జాతకాలను మార్చే ఘనమైన రీఓపెనింగ్ చేద్దాం ఆ రిబ్బన్ ముట్టుకోకు ఏమిట్రా ఆ రెడ్ రిబ్బన్ చూసినప్పుడల్లా గంగిరెద్దుల రంకలేస్తావు అది మామూలు రిబ్బన్ కాదు మంత్రించిన తంత్రి నక్షత్ర పండిత్ స్వయంగా జపించి ఇచ్చారు నక్షత్ర కూడా వాడేవుడు మన న్యూ అమృత విలాస్ రీఓపెనింగ్ కి ముహూర్తం పెట్టే శాస్త్రవేత్త ముహూర్తం నీకు తెలుసు కదా నాకు ఇవన్నీ పడవని ఈ బుర్రకి బుద్ధి పడదు ఆంజనేయులు చెప్పింది కరెక్ట్ ముహూర్తాల్లో గొప్ప బలం ఉంటది నువ్వే చూడు కిందటిసారి నీ మాట ప్రకారమే ఏమీ చూడకుండా ఓపెనింగ్ చేశాం ఏమైంది కుప్పకూలి క్లోజ్ అయింది ఆ ముహూర్తం వల్ల నీ వెనకున్న పాదం బలం వల్ల ఆ, అదే చెప్పేది దుర్ముహూర్తం ఉంటే దేవుడు కూడా తప్పటడుగు వేస్తాడు అందుకే అంటారు ముహూర్త బలం అని రండి స్వామి మీ గురించే ఎదురు చూస్తున్నాం పలహారం తీసుకుంటారా పలరసం సేవిస్తారా మిల్క్ తాగుతారా బటర్ మిల్క్ తాగుతారా అన్నీ ఆరగిస్తాం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల ఇరవై మూడు సెకండ్లకి ముహూర్తం దివ్యంగా ఉంది రిబ్బన్ కటింగ్కి కి కానీ రిబ్బన్ అంతకు ముందే కట్టేయాలి లేకపోతే కట్ చేసాక కడతారా అదే తొందరపడతాను అంటే ఇప్పుడు సరిగ్గా పన్నెండు ముప్పై నిమిషాలు అయింది సరిగ్గా పన్నెండు నలభై నాలుగు నిమిషాలకి దుర్ముహూర్తం వచ్చేస్తోంది ఈ లోపల రిబ్బన్ కట్టింగ్ అయిపోవాలి ఇంకా ఆలస్యం ఎందుకు నేను వెళ్ళి గేట్కి రిబ్బన్ కట్టేసి వచ్చేస్తాను ఆగాగు ఆవేశ పడిపోకు ఊరికే గేట్లకి ల్యాంప్ పోస్టులకి కట్టేయడానికి ఇదేం ఆషామాషి ఓపెనింగ్ కాదు నష్టపడ్డ బిజినెస్ ని మళ్ళీ అదే నష్టనామంతో అదే నష్ట ప్రదేశంలో అదే నష్ట జాతకులు పునఃప్రారంభిస్తున్నారంటే పైనుంచి ఎంత సపోర్ట్ కావాలి కింద నుంచి ఎంత తతంగా పట్టించుకోకండి స్వామి ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో సెలవివ్వండి చాలు ఆ, ఈ రిబ్బన్ నిర్జీవన వస్తువులు కట్టకూడదు ఈ బిజినెస్ కి మూల విరాట్లైన ఇద్దరికీ కట్టాలి వాళ్లే స్తంభాలై ధ్వజస్తంభాలై నిలబడతారు నీకు అమృతరావుకి కట్టేబట్టావా ఉమ్, ఆగండి ఈ హోటల్ కి మేనేజర్ ని మూల విరాట్ ని ఏకైక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ ని ముందు నాకు కట్టాలి సరే ఆయనకి అమృతానికి కట్టండి పోనీ నన్ను ఓపెనింగ్ చేయమంటారా అదే అనాలోచితంగా మాట్లాడడం అంటే ఓపెనింగ్ మహాతారాబలం ఉన్నవాడి చేత చేయించాలి ఆషామాషి వాళ్ళ చేత కాదు నా జాతకం చాలా మంచిది సార్ కావాలంటే ఒకసారి చూడండి ఆంజనేయులు ముహూర్త బలానికి తారాబలం తోడవ్వాలయ్యా అబ్బా ఆంజనేయులు మధ్యలో నీ ఆయన చెప్పినట్టు ఫాలో అవ్వు సరే మరి ఎవరితో ఓపెనింగ్ చేయించాలి స్వామి ఎవరైనా పవర్ఫుల్ స్టార్ చేత ఓపెనింగ్ చేయిస్తే మీకు మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందయ్యా స్టార్ అంటే సినీ తారా ఎస్ నేను వెంటనే వెళ్ళి సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపు తారాబలంతో తిరిగి వస్తాను ఏర్పాట్లు ఘనంగా చేయండి నువ్వు వెళ్ళు దూరంగా జరగవయ్యా బాబు ఇదిగో ఇక నుంచి మీ ఇద్దరి మధ్య ఎప్పుడూ మూడు అడుగులు డిస్టెన్స్ ఉండాలయ్యా ఓపెనింగ్ అవ్వకుండా అడ్డంకులు ఏమిటయ్యా త్రీ సో నేను ఈ లైన్ దాటకూడదు అనమాట చెప్పడానికి దాటావుగా నాయన ఇదిగో ఇదే ఆఖరి తప్పు ఇదే ఆఖరి క్షమాపణ ఇదిగో నిబంధనలు నిర్భయంగా వినండి కత్తిరించే వరకు కట్టు విప్పరాదు ఆ అలా అని పైనుంచో కింద నుంచో జార్చి మళ్ళీ వేసుకోరాదు మీరు కనీసం మూడు అడుగులు ఎడం మెయింటైన్ చేయాలి ఇవన్నీ ఉల్లంఘిస్తే అనర్థమే అంటే కళ్ళు పేలిపోతాయి గుండెలు పైలిపోతాయి భూమి మీద నష్టం పైకెడితే నరకం లభిస్తాయి సర్వం ఇలారా వస్తున్నా ఇదిగో ఈ పకోడీలు తీసుకెళ్లి అన్నయ్యకివ్వు ఆకలికి ఒక్క సెకండ్ కూడా ఆగలేడు ఆ చూసి తినమను చాలా వేడిగా ఉన్నాయి ఆ, ఆ చూసి తినమను చాలా వేడిగా ఉన్నాయి అలాగే ఏంటి చెట్టు అంత మనిషిని నేను ఎదురుకుండా కనిపించట్లేదు నీకు ఇలా తీసుకోండి ఫైర్! నీళ్ళు! ఫైర్! నీళ్ళు! ఫైర్! <laughs> అమృతం నిన్ను రిబ్బంతా కాదు గొలుసులతో కట్టేయాలి Mm. అటు తిరిగి కూర్చోమన్నాడు కదా ఇటెందుకు చుట్టం అటు తిరుగు అమృతం దారులు వచ్చే టైం అయింది ఎలర్ట్ గా ఉండు ఎలర్ట్ గా ఉండు మీరేనా డోర్ నంబర్ కరెక్టే పోర్షన్ తప్పు ఆ అడ్రస్ ఈ రిబ్బర్కి ఆ చివర నివసిస్తుంటాడు అర్థం కాలే నేను చెప్తా ఈ రిబ్బన్ పట్టుకో సరాసరి ముందుకెళ్ళిపో ఎక్కడో చోట తగులుతాడు సార్ ఆవులంబు నేనే ఇలా అయ్యే రిజిస్టర్ పోస్ట్ సార్ ఆ తెలుసులే సార్ సైన్ ఉండో చూడండి దాదా ఓరి అర్ధాయుషం ఉన్నావు కదా ఎవరు నువ్వు తపాలా శాఖ నుంచి వచ్చి తంతులు ఇరుకున్నాను సార్ అందుకని పార్సిల్ వచ్చి పడ్డావరా మీద డెలివరీ డెలివరీ చేయాలరా డెలివరీ అమృత చూసావా ముహూర్తం పెట్టి ముహూర్తం పెట్టి అన్నావు మల్టీనేషనల్ కంపెనీ నుంచి ఇంటర్వ్యూ లెటర్ నెలకి పదిహేను వేలు జీతం ఇంటర్వ్యూ కదా ఇది ఫార్మాలిటీ మాత్రమే జాబ్ వచ్చినట్టే రేపు పదకొండు గంటలకెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ తెచ్చుకుంటామే పవర్ స్టార్ వచ్చాడు ఎక్కడ వెనకాల టయోటాలో హీరో వచ్చేసాడు అసలు ఇతనెవరు ఎవరు కాదు A only A A for Upendra A అతనా ఉపేంద్ర కర్ణాటక మా కావేరి నీళ్ళు కాజేస్తారా రివర్ కటింగ్ గురించి వస్తే రివర్ వాటర్ కూడా ఎందుకు అమృతం రా ఏసై స్టార్ ఇచ్చాడు రా ఏ సార్ ఛే వై వీ డూప్లికేట్ ఒరిజినల్ కాదు ఛే అనవసరంగా ఎగరేసుకుంటూ వచ్చాం రండి ఎవరి స్థానాలకు వాళ్ళు పోదాం ఆగాం మేము డూప్ దగ్గరికి వెళ్ళాం మీరు ఆగకపోతే నాకు పర్మనెంట్ డూప్ వచ్చేటట్టున్నాడు ఆ ముహూర్తం బాగుంది కానీ సరిపోయింది లేకపోతే ముందు మీరు వెళ్ళిపోయేవాళ్ళు సరే సరే టైం అవ్వక ముందే ముందు ఓపెనింగ్ కానివ్వండి మళ్ళీ లూప్ ఏమన్నా పడిందా ఈ ముహూర్తానికి డూప్లికేట్ చేత ఓపెన్ చేయిస్తే మట్టి కొట్టుకుపోతారు వద్దొద్దు నువ్వు వెళ్ళు బాబు మరి ఓపెనింగ్ యాక్షన్ చెప్పకుండానే కట్ ఏంటి నువ్వు స్టార్స్ని తెస్తాను రోజంతా తిరిగి ఈ వచ్చావు ఏం చేయను ఒక్కరూ దొరకలేదు స్టార్స్ క్రికెట్ మ్యాచ్ పుణ్యమాని ఒక్క స్టారు లేడు సరే మీరు వెంటనే మరో మంచి ముహూర్తం చూసి పెట్టండి జాతక బలం ఉన్నవాడు ఎవడొకటి దొరకపోడు ఈ ముహూర్తం తప్పిపోయిన నెక్స్ట్ మినిట్ పెద్ద దోషం ఉంది ఆ టైంలో పంచాంగం ముట్టుకోకూడదు ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆ టాపిక్ ఎత్తకూడదు అంటే ఒక రోజంతా ఇలాగే ఉండాలి ఈ కట్టు వదలకూడదు భిన్న ధ్రువాలు కలవకూడదు ఈ రిబ్బన్ నా కడుపు కట్టి ఓ జీవితకాలం అయినట్టుంది ఇది కట్టాక సాయంత్రం టిఫిన్ అయింది రాత్రి భోజనం అయింది మళ్ళీ పొద్దున టిఫిన్ కూడా అయింది చిచే ఇంకొక పూట గడిస్తే ఈ బాత్ తీరుతుంది అమృతరావు నిన్నిన్ని గంటలు భరించినందుకు నాకు పద్మశ్రీ ఇస్తారయ్యా మీక అవును నాకే ఇంటర్వ్యూ లెటరు నేను ఓపెనింగ్ తప్పి నాకు ఈ ముప్పు వచ్చింది ఇప్పుడు అటెండ్ అవ్వాలి ఎలా దేవుంది సింపుల్ నేను కూడా మీతో పాటే వస్తాను ఇదే నా భయం అదే నా భయం నువ్వు కూడా నా వెంట ఉండక తప్పదని <laughs> నీకు నాకు మూడు అడుగులు దూరం ఉండాలి మర్చిపోయావా నువ్వు పడే బ్రేక్ ఎందుకు వేసావు బ్రేక్ వేసింది నేను కాదు ఆయన మధ్యలో నీ స్పీడ్ బ్రేకర్ లేటే ఇవి స్పీడ్ బ్రేకర్లు కావు బాబు స్పెట్టింగ్ డ్రాప్స్ అయినా ఇంటర్వ్యూ మీకు ప్రిపరేషన్ నాక అదాని ఏడుపు ఇంటర్వ్యూ టైం అవుతుంది త్వరగా ఈ మాత్రం దానికి అంత ఒకరి పెట్టండి అమృత అమృత ఇచ్చారా sir come on sir run run ఇంకెంత ఐదు నిమిషాలే run run run run come on ఏం పర్లేదు హాయిగా పరగండి రిలాక్స్గా పరగండి ఎంతసేపు సార్ వచ్చేసాం రండి కమాన్ కమాన్ రండి <laughs> ఏమయ్యా స్లో అయిపోయిందేంటి ఆయిల్ అయిపోయిందా ఆయిల్ అయిపోయింది <laughs> ఆటలు కాదు ఆయనకి సార్ ఇంకేం సార్ రెండు మలుపులు ఆఫీస్ వచ్చేసింది రండి కమాన్ కమాన్ <laughs> ఇక నా వల్ల కాదు నేను పరిగెత్తలేను మీ వల్ల కాదు నా వల్ల కాదు ఓకే కమాన్ నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూకి కమాన్ పరిగెత్త అమృత అమృతం ఆయనకి ఎంత నిబ్బరమో చూడు పాపం పదిహేను వేల రూపాయల ఉద్యోగం పోయినా కూడా తొనక్కుండా బెనక్కుండా కూర్చున్నారు పాపం దేనికి ఇవాళ నుంచి ఇక్కడ నా జీతం పదిహేను వేలు ముహూర్త బలం రండి స్వామి ఇరవై నాలుగు గంటలు కాదు ఇరవై ఆరు గంటలు అయిపోయాయి మేము కూడా ఇంకా ముహూర్తం ఎప్పుడో చెప్పండి స్వామి ముందు ఆ సుముహూర్తానికి రిబ్బన్ కట్ చేయవలసిన మహర్జాతకుడు కావాలి కదా అదొకటి ఉంది కదా ఇంతకీ ఎక్కడ దొరుకుతాడో ఆ మహర్జాతకుడు ఇక్కడ ఆడెవడు మరుగుజ్జుతారా మన ఇంట్లో తారా చిరంజీవి ఆంజనేయులు అమ్మో అమ్మో నీ జాతకం సామాన్యమైంది కాదు వంద తారలు పెట్టు నీలాంటి మహర్జాతకుడు నూటికో కోటికో అమృత విలాసుకో ఒక్కడంటే ఒక్కడుంటాడు ఆగాడు ముహూర్తం చెప్పద్దా మరి ఒకటి ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఉంది సుమారైంది మరొకటి అద్భుతమైనది అద్వితీయమైనది అర్ధరాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఉంది బాబు ఆ ఎనిమిది గంటల ఇరవై నిమిషాలతో కానిచ్చేయండి ప్లీజ్ నేను ఒప్పుకోను నక్షత్ర పంతులు గారు చెప్పినట్టే అక్షరాల అర్ధరాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి రిబ్బన్ కటింగ్ జరగాల్సిందే మన ఫేటు మారాల్సిందే ఓనీ పంతులు గారు ఎనిమిది ఇరవైకి పర్వాలేదన్నారు కదా శ్రమ లేకుండా అలా కానిచ్చేద్దాం నో ఆయన చెప్పింది వినలేదా అర్ధరాత్రిది అసమానమైన ముహూర్తం అది దిక్కులు కలిసే సమయం చుక్కలు పలికే తరుణం ఆలస్యమైన అలారం పెట్టి మరీ కత్తిరిస్తా చేయండి ఊరే చూస్తుంటే ప్రళయం ముంచుకొచ్చేలా ఉంది ఆ ఓపెనింగ్ ఏదో త్వరగా క్యానించేరా ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుందాం ఆగు ఇంకా పదిహేను నిమిషాలు టైం ఉంది పది నిమిషాలు అటు ఇటు అయినా పర్వాలేదురా పెట్టకుండా ముగించేసేయి లేకపోతే కొంపలు అంటుకునేలా ఉన్నాయి ససేమిరా కుదరదు మన భవిష్యత్తు మెరిసే సమయం వచ్చింది అందుకే ఆ ఉరుములు నువ్వెందుకలా భయపడతావు అవి నక్షత్రాలు సూచించే బంగారు ఘడియలు let us wait for the golden moment no comment ఇక మన ఫేట్ ఆకాశాన్ని అంటుతుంది <laughs> ఆ ఇది పవర్ఫుల్ ముహూర్తం కాదు ఫుల్ పవర్ ముహూర్తం నక్షత్ర స్వామి మన భవిష్యత్తు మెరుస్తుందని చెప్పాడు గాని నీ మొహం మాడుతుందని చెప్పలేదే ఈ ముహూర్తంతో మన ఖ్యాతి ఆకాశాన్ని అంటుకుంటుందంటే నువ్వంటుకుపోయేవిట్రా ఇదిగో కలర్ తగ్గే వరకు నువ్వు సౌత్ ఆఫ్రికా జింబాబే అటెళ్ళకే అసలే టైం బాగోలేదు ముహూర్తం బాగున్నా